హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel line friends ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పుడే అందినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ను యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది అయితే హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసినటువంటి తర్వాత గవర్నమెంట్కి అయితే ఒక సజెషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పరిస్థితిలో ఈ కోవిడ్ పాండమిక్ పరిస్థితిలో తప్పనిసరిగా ఒకసారి మీరు పునరాలోచించుకోండి అని గవర్నమెంట్కి ఒక సజెషన్ అయితే ఏపీ హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది దానిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం విద్యార్థుల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రిమైనింగ్ డేట్స్ అనేది ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అయింది ఫ్రెండ్స్ సో ఇది ఇప్పుడే అందినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కింద అయితే చూడొచ్చు కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ ఐదవ తారీఖు నుండి జరగవలసినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మూడవ తారీఖున కొన్ని ఎగ్జామ్స్ కూడా జరిగే జరిగే అవకాశం అయితే ఉంది మరి వాటి మీద ఎటువంటి నిర్ణయం అనేది ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్